hi friends welcome to my channel కందిపప్పుతో మనం రకరకాల వంటలు చేసుకుంటూ ఉంటాం కదా కందిపప్పును ఉపయోగించి కొన్ని రకాల వంటలు మీకు చేసి చూపించడం జరిగింది కదా వాటి లింకులో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది క్లిక్ చేసుకుని చూడవచ్చు అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఎంతో పాతకాలం నాటి కందిపప్పు పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు నేను చూపించబోతున్నాను ఈ కందిపప్పు పచ్చడిని అన్నంతో పాటు తినవచ్చు అలాగే టిఫిన్స్ లోకి మనం రెగ్యులర్ గా చేసుకునేటువంటి పుట్నాలు పల్లి పచ్చడే కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా ఇలా కందిపప్పు పచ్చడిని కూడా చేసుకుని తినవచ్చు ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా కందిపప్పుని వేయించుకోవాలి అప్పుడే పచ్చడి రుచి చాలా బాగుంటుంది దీనికోసమని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అది వేడయ్యాక ఒక కప్పు కందిపప్పును వేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి హైలో మాత్రం పెట్టకూడదు ఎందుకంటే హైలో పెట్టినట్లయితే కనుక తొందరగా పప్పు రంగు వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి అలాగే ఉంటుంది అలా ఉండడం వల్ల పచ్చడి రుచి అస్సలు బాగుండదు అందుకే ఈ విధంగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా కొద్దిగా రంగు మారిన తర్వాత దీనిలో ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఐదు ఎండుమిరపకాయలను వేసి మరలా వేయించుకోవాలి కందిపప్పును వేస్తుంటే మంచి సువాసన వస్తుంది కదా చూడండి ఇలా ఈ రంగులో అంటే ఎరుపు రంగులోకి వచ్చాక కందిపప్పుని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని చల్లని నీరు పోసి పక్కన పెట్టుకోవాలి వేడిగా ఇలా నీటిని పోయడం వల్ల పప్పు కొద్దిగా మెత్తబడి తొందరగా నలుగుతుంది పూర్వం వాళ్ళు ఈ విధంగానే చేసుకునేవారు ఎందుకంటే ఇప్పట్లాగా అప్పుడు ఇన్ని సౌకర్యాలు లేవు కదా వాళ్ళు ఖచ్చితంగా రోట్లోనే రుబ్బుకునేవారు ఇలా చేసుకోవడం వల్ల పప్పు నాని తొందరగా నలుగుతుంది మనం మిక్సీలో చేసుకున్నా సరే ఈ విధంగా నానబెట్టుకోవడం వల్ల పచ్చడి రుచి చాలా బాగుంటుందన్నమాట అందుకే నేను నానబెట్టి చూపిస్తున్నాను ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం మిక్సీ జార్ తీసుకుని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు అలాగే నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి కందిపప్పును ఎండుమిరపకాయలు జీలకర్రతో సహా వేసుకుని అలాగే పచ్చడికి సరిపడా ఉప్పు కొద్ది కొద్దిగా నీరుని యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చడి ఉన్నట్లయితే కనుక అన్నంలోకి చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో రుచిగా ఉండే కందిపప్పు పచ్చడి తినడానికి రెడీ ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో పప్పు నూనె కాంబినేషన్లో తింటే కనుక చాలా చాలా బాగుంటుంది అలాగే టిఫిన్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉండే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి తర్వాత పక్కనే ఉండే గంట సమయంలో ప్రెస్ చేయండి మా వీడియోస్ ఫేస్బుక్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది వాటిని కూడా ఫాలో అవ్వండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ